ప్రియ నేస్తమా రా అనుకుంటున్నావా నీ కష్టాలు పోవని నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం మారదని నువ్వనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని నీ సమస్యలకు జవాబు ఏసయ్యా ఏసయ్య నీ కన్నీలు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు నీ పాపాలని క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు రా ఈరోజు నిన్ను దీవిస్తాడు యేసు క్రీస్తు యొక్క దివ్యమైన నామములో ప్రియమైనటువంటి దేవుడు యొక్క బిడ్డలకు అలాగే యేసు క్రీస్తు యొక్క దీవినా టీవీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రజలకు దేవుడు యొక్క వాక్యాన్ని అనేక విధాలుగా మీరు చూస్తూ ఫేస్బుక్ని యూట్యూబ్ని వాట్సప్ని అన్ని విషయాల్లో నుంచి వచ్చే సత్యాన్ని మీరు అన్వేషిస్తున్న విధానం బట్టి ప్రభువుని స్థుతించటం సరిపోదు ఆయనకి మన జీవితాన్ని అప్పగించడమే తప్ప ఎక్కేది గొప్పది కాదని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను ఏసుక్రీస్తు పేట మీద నాక హృదయపు వందనాలు తెలియజేస్తున్నాను మీ కుటుంబాలలో మీ యొక్క వాక్యము దేవుడు పంపించుచున్నారు ఈ వాక్యాన్ని మీ కుటుంబాలకు దేవుడు పంపిస్తున్నారు ఈ వాక్యము ద్వారా మన కుటుంబాల్లో వెలుగు రావాలని దేవుడు ఆశిస్తున్నారు ప్రతి కుటుంబం కూడా చాలా అయోమయంలో ఉన్న జీవితాలు అనేక మంది కుటుంబాల్లో ఏం తెలియాలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి నష్టాలైనా కష్టాలైనా కన్నీళ్ళైనా ఆవేదనైనా దుఃఖమైన ఆందోళనైనా ఆధారభూతుడైన దేవుడు నజరైడని యేసుక్రీస్తు ఈ యొక్క సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా యేసు వాక్యం ద్వారా మీరు అత్యధికంగా దీవించబడబోతున్నారు ఈ వాక్యము మీ కుటుంబాల్లో ఉన్న పరిస్థితులన్నీ మార్చుద్ది ఈ వాక్యము మీ కుటుంబ స్థితిగతులన్నీ సరిచేస్తుంది మీ కన్నీళ్ళన్నీ తుడిచివేయబడతాయి దేవుడి మాటల వల్ల మీరు వద్దిల్లుతారు ఫలిస్తారు ప్రభు యొక్క వాక్యములో నుంచి దేవుడు తెలియజేస్తున్న మాటిది ఎన్నో విషయాల్లో మనం ఆవేదన చెందుతూ ఉన్నాం జీవితంలో ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో కుటుంబాలు కుంగిపోతూ ఉన్నాయి భార్య భర్తల పరిస్థితి అన్న తమ్ముడు పరిస్థితి అక్క చెల్లుల పరిస్థితి ఇలాగా బంధాల గురించి బాంధవ్యాల గురించి మనం గమనించినట్లయితే ఏ విధమైనటువంటి సత్సంబంధమైన గతులు లేక అనేక కుటుంబాలు అగోచరంలో ఉన్నవని చెప్పటానికి ఎంత మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రోజుల్లో బంధాలు బాంధవ్యాలు అనేవి తెగతింపులు చేయబడుతూ ఉన్నాయి నేను ఏ ఒకేలాగా ఉంటాను నా జీవితం ఒంటరిగానే ఉంటాను నేను ఎవరిని కలుపుకోను ఎవరిని కలుసుకోను నా స్థితి నా పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తూ జీవితాన్ని నష్టపరుచుకుంటూ ఉంటున్నారు అయితే దేవుడి యొక్క వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధమైన సమర్థుడై ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడి యొక్క వాక్యాన్ని గుర్తిద్దాం సామెతల గ్రంథంలో నుంచి తొమ్మిదవ అధ్యాయము పదవచనం మనం చూస్తే అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము అని యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము అని బాబిలో రాయబడి ఉంది సహోదరి సహోదరుడ ఎక్కడ కుటుంబం చిన్న భిన్నములైపోతుంది అంటే జ్ఞానము లేని చోటు జ్ఞానము లేని వ్యక్తి జీవితం చిన్న భిన్నములైపోతుంది అంటే విడిపోతుంది ఏ కుటుంబం అయితే ఆత్మీయంగా బలహీనంగా ఉంటుందంటే దైవ జ్ఞానము లేని కుటుంబాలు ఆత్మీయంగా బలహీనంగా ఉంటారు బైబిల్లో దేవుడు యొక్క వాక్యము తెలియజేస్తున్న మాట ప్రతి మానవుడు క్రైస్తవ భక్తికి మూల ఆధారం ఏంటంటే దైవ జ్ఞానం చాలా అవసరమై ఉంది అనేక కుటుంబాల్లో కూడా దేవుడి జ్ఞానం లేకపోవటం మానవుడి ఇష్టానుసారంగా జీవించే జీవితానికి తెరలేపుతూ ఉంది ఇష్టానుసార జీవితానికి మానవుడు యొక్క భవిష్యత్తు పాడు చేసుకుంటూ ఉన్నాడు యేసు వాక్యం ఉంటుంది దేవుడు యొక్క జ్ఞానమే మానవుడికి ఉన్నతమైనటువంటి స్థితిని ప్రసాదించుద్ది దైవ జ్ఞానం కావాలి దేవుడి జ్ఞానం కావాలి మనకి మనల్ని ప్రేమించిన దేవుడు మన కోసమే లోకానికి వచ్చిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించారు సజీవులుగా సజీవ లెక్కలో ఉంచారు ఎన్నటికైనటికి మనము ఆయన మలిచిపోలేము విడిచిపోలేము వదిలిపోలేము ఎందుకంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడానికి జ్ఞానమే మూలాధారమని దేవుడు యొక్క వాక్యం చెబుతా ఉంది కదా సహోదరి సహోదరుడు నేను నీ భర్త అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నావు నిన్ను నీ భార్య అపార్థం చేసుకుంటుంది అని బాధపడుతున్నావు నా కొడుకు నా మాట వింటలేదయ్యా అని బాధపడుతున్నావు నా కూతురు నన్ను ఎదిరిస్తుందమ్మా అని నువ్వు బాధపడుతున్నావు కుటుంబంలో సఖ్యత లేదు ప్రేమ అభిమానం లేదు ఆప్యాయత లేదు ఎవరు ఇష్టమైనట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు ఒకళ్ళు ఒకళ్ళకి పొందిక లేదు ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకోవట్లేదు ఒకళ్ళు ఒకళ్ళు లోబడట్లేదు అంటే అయితే మన కుటుంబాల్లో జ్ఞానము లేదు అని చెప్పటానికి ఎంత మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు జ్ఞానం లేకపోవటం వల్లే కుటుంబాలు ఆ యొక్క విధానంగా నడుస్తాయి ఒంటరి విధానంగా నడుస్తాయి బంధాలు బాంధవ్యాలు లేని విధానం నడుస్తాయి ఏదోచైతే మానవుడు సత్యాన్ని గుర్తించి క్రీస్తు యేసు అడుగు జాడలో నేను నడవాలి క్రీస్తు యేసు అడుగు జాడలో నేను వెళ్ళాలి అన్నవాళ్ళు దేవుని జ్ఞానానికి ఆదరము దైవభక్తి అన్న విషయాన్ని గుర్తిస్తారు దేవుడి జ్ఞానం పొందుకుంటూ ఎలా దేవుడి జ్ఞానం పొందుకుంటూ ఎలా దేవుడి యొక్క వాక్యంలో నుంచి మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాటను మనం గుర్తించాలి యేసుక్రీస్తుక పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చిన మనం చూస్తే అక్కడ ఒక బైబిల్లోని దేవుడు చెప్పిన సత్యాన్ని మనం గమనించినట్లయితే సహోదరి సహోదరుడ ఈరోజు కొదువైన జ్ఞానం దేవుడు బైబిల్లో ఏమన్నా తెలుసా నీకు జ్ఞానము కొదువై ఉన్న ఎడల అడుగుము నీకు జ్ఞానము ధారాళంగా ఇవ్వబడుతుంది అని నీకు జ్ఞానము కొద్దువై ఉన్న ఎడల అడగండి నీకు జ్ఞానము ధారాళంగా ఇవ్వబడుతుంది అని రాయబడి ఉంది అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడి ప్రణాళికను చూడండి ఏ మానవుడైనా ఈ భూమి మీద దేవుడి జ్ఞానంతో భక్తి చేయగలడు ఏ మానవుడైనా ఈ భూమి మీద దేవుడి జ్ఞానంతో ప్రార్థన చేయగలడు ఏ మానవుడైనా ఈ భూమి మీద దేవుడి జ్ఞానముతో యుగ యుగాలుండే రాజ్యాన్ని తెలుసుకోగలడు రక్షణ పొందగలడు మార్పు చెందగలడు దేవుడి జ్ఞానం వలనే మానవుడు విజయాన్ని సాధించగలడు ఈరోజు విశ్వాసములో బలంగా మారాలి అంటే మనకి జ్ఞానం కావాలి దైవ జ్ఞానం కావాలి ప్రేమ కలిగి దేవుణ్ణి మహిమపరచాలి మనము అంటే మనకి దైవ జ్ఞానము కావాలి బైబిల్లో నుంచి దేవుడు చెబుతున్న మాట ఇది మన కుటుంబాల్లో ఉన్న నష్టము మన కుటుంబాల్లో ఉన్న కష్టము ఏమై ఉంది ఎందుకు నష్టం వచ్చింది ఎందుకు కష్టాలు ఎదురవుతుంది అంటే ఏసు అంటున్నారు ఇదిగో మీలో జ్ఞానము కొదువై ఉన్నది అంటున్నారు ఎందుకు మన ఇంట్లో చికాకులు కుటుంబాలు ఎందుకు ఆవేదనతో కూడిన గొడవలు అంటే కుటుంబం ఎందుకు విడిపోతుంది అంటే దైవ జ్ఞానం లేకపోవటం వల్ల యేసు కలిసి ఉండాలి అని చెప్పారు యేసు దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి నిన్ను వలని పొదుగువాడిని ప్రేమిస్తాడు అని చెప్పారు దేవుడు చెప్పింది ఏంటంటే మన జీవితంలో దేవుడు కోసం దేవుడు యొక్క జ్ఞానంతో నడుచుకుంటేనే దైవభక్తిని దైవభక్తిని పరలోక భక్తిని ఏసయ్య భక్తిని చేయగలుగుతామని వాక్యం తెలియజేస్తూ ఉంది ఈరోజు భయ మనము భయభక్తులు కలిగి ఉన్నాము అంటే దైవ జ్ఞానం ఉంటేనే మనం దైవ దేవుడి అందు భయభక్తులు కలిగి ఉండగలుగుతాం దైవజ్ఞానం లేదు అంటే మనం దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉండనే ఉండలేము అని బైబిల్లో దేవుడి యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది సహోదరి సహోదరుడా నిన్ను ప్రేమించి నిన్ను దీవించాలని నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించాలని నిన్ను ప్రేమించి నీకు మేలు చేయాలని నిన్ను మేలు కలపాలని ఒక ఉన్నత సంకల్పముతో ఉన్నత ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ ఇంట్లో ఎక్కడ పరిస్థితులు అలాగే ఉన్నాయి నీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఆ కష్టాలు అలాగే నిలిచిపోయినాయి బాధలు అలాగే నిలిచిపోయినాయి అప్పులు అలాగే ఉండిపోయినాయి చర్చకి ఇంటికి వస్తున్నావు ప్రార్థన చేసుకున్నావు ఇంటికి వస్తున్నావు అయితే దేవుడు యొక్క వాక్యం ఏమంటుందంటే నీకు దైవ జ్ఞానం ఉందా దేవుడు యొక్క బాబులు గ్రంథం అడుగుతున్న మాట ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో నువ్వు చురుకైన దానిగా దేవుళ్ళు బలవంతురాలుగా దేవుళ్ళు బలవంతుడిగా దేవుడు క్రియములు ఉపయోగపడటం ఆరంభిస్తావని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి సహోదరి సహోదరుడ ఎన్నోసార్లు ఏడ్చావు ఎన్నోసార్లు కన్నీళ్ళు కాచావు నీ కన్నీటిని బట్టి నీకెవరూ సహాయం చేయలేదు నువ్వు బాధపడుతున్న నీ బాధలు ఎవరు పంచుకోలేదు నాను వాళ్ళు ఉన్నా నిన్నెవరూ ఆదుకోవట్లేదు నీ వారే నిన్ను విడిచిపెట్టేశారు నువ్వు వీళ్ళు నాకు నమ్మకస్తులు అనుకున్న వాళ్ళే నీకు అపనమ్మ అపనమ్మకంగా మార్చబడ్డారు వీళ్ళు నాకు ఎంతో దగ్గర వాళ్ళు అన్నావే వాళ్ళే నీకు దూరంగా వెళ్ళిపోయారు నువ్వు వీళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకున్నారే వాళ్ళే నీకు చెడ్డవాళ్ళుగా కనిపించారు చెడ్డగా నీకు దూరం అయిపోయారు అంటే దైవ జ్ఞానము తెలియజేసే మాట దేవుడేమై ఉన్నాడు తెలియజేస్తుంది మొదటి సమ్యలు గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచనంలో ఏం రాసింది తెలుసా దేవుడగు యుహోవా ఎంతో అనంత జ్ఞాని అని రాయబడి ఉంది అనంత జ్ఞాని ఆయన బైబుల్ అంతు చిక్కని జ్ఞాని ఈ భూమిని గుండంగా చేసి ఈ భూమిని శూన్యములో వేలాడదీస్తున్న అనంత జ్ఞాని ఆయన సోదరి ఈ భూగ్రహానికి దగ్గరలో చంద్రగ్రహము చంద్రగ్రహానికి దగ్గరలో సూర్యగ్రహము సూర్యగ్రహానికి దగ్గరలో నక్షత్ర గ్రహాలను స్థాపించిన స్థాపకుడు నిర్మాణకుడు అనంత జ్ఞాని ఆయన ఆయన నమ్ముకున్నా నువ్వు జ్ఞానం లేకపోతే ఆయనకి నీకు షింక్ అవ్వదు ఆయనకి నీకు ఏక ఏకత్వం కాదు ఆయన అనంత జ్ఞానం అయితే నువ్వు నీలో దైవ జ్ఞానం ఉండాలి అంటే నువ్వు యేసు ఎద్దుకు వచ్చి దేవా నాకు జ్ఞానం కొదువై ఉంది నాకు జ్ఞానం కావాలి అని నువ్వు ప్రభు యొద్ వేడుకోవాలని ప్రభుపేట ఈ సమయంలో ఉదయపూర్వకంగా మనవి చేస్తున్నా ఈ లోకములో మానవుడు చేసే భక్తి దేవుడుదా లోకాందా అన్నది నీకు అర్థం కావాలంటే చాలా చాలా మోసం చేసే రకరకాల భక్తి వచ్చేసింది భక్తి పదమైన రకరకాల మోసాలు వచ్చేసింది నువ్వు మోసపోయే లోకంలో మోసపోకూడదంటే అనంత జ్ఞాని అయిన దేవుడి జ్ఞానం నీకు చాలా చాలా చాలా అవసరం సహోదరి సహోదరుడా ఈరోజు అనేక మందిని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు ఎందుకో తెలుసా అనంత జ్ఞానం నీకు లేకపోవటం వల్ల నీవు ఈ లోకంలో అనేక చోట్ల ఫూల్ అయిపోతున్నావు ఫెయిల్ అయిపోతున్నావు ఓడిపోతున్నావు నిరాశ చెందుతున్నావు ఎందుకంటే దేవుడు యొక్క వాక్యం అంటుంది నీలో అనంత జ్ఞానం లేకపోవటం వల్ల నీ కుటుంబం కట్టుకోమని బైబిల్ గ్రంథం చెబుతుంది సహోదరి సహోదరుడ సామతుల గ్రంథంలో నుంచి దేవుడు మాట్లాడు చెబుతున్న మాట ఇది పదహారవ అధ్యయము మొదటి వచ్చిన ఎలా సుందరస జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది మూర్ఖురాలు తన ఇల్లు వేసుకుంటుంది అని రాయబడి ఉంది అదే వాక్యాన్ని జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది జ్ఞానం లేని స్త్రీ ఇల్లు ఓడబెక్కుంటుంది అని మనం గమనించగలిగితే జ్ఞానవంతుడు తన కుటుంబాన్ని కట్టుకుంటాడు అనంత జ్ఞాని అయిన దేవుడి జ్ఞానం లేనివాడు తన కుటుంబాన్ని చిన్న భిన్నములు విడదీసే చేస్తాడు అని జ్ఞానం ఉన్న కొడుకు తల్లిని తండ్రికి దగ్గరగా ఉంటాడు జ్ఞానం లేని కొడుకు తల్లిని తండ్రిని అసహించుకుంటాడు జ్ఞానం గల కూతురు తల్లిని తండ్రిని సన్మానించుద్ది జ్ఞానం గల కోడలు అత్తని మామని సన్మానించి గౌరవించి విధేత కలిగి ఉంటుంది జ్ఞానము లేని కూతురు తల్లిదండ్రులకు అవిధేయాలుగా మార్చబడుతుంది జ్ఞానము లేని కోడలు మామలకు అవిధేయాలుగా అహంకారంగా మా మార్చబడుతుంది దేవుడు నీతో మాట్లాడుతున్నారు దేవుడు నిన్ను అడుగుతున్నారు దేవుడు నిన్నే కదిలిస్తున్నారు నీవే ఈరోజు దేవుడి మాటలకు స్పందించగలిగేది అందుకే ఈ వాక్యము నీ కుటుంబంలోకి ఈ టీవీ ఫోగం ద్వారా దీవిన టీవీ ఫోగం ద్వారా నీ వద్దకు రాబడింది నీ వద్దకు నడిపించబడింది ఏం చేయాలి ఈ వాక్యము ద్వారా దేవుడి వద్దకు వచ్చి దైవా నాకు జ్ఞానము కొద్దువై ఉంది డాడీ నా జ్ఞానం కొద్దివే ఉంది నీవేమో అనంత జ్ఞానివి నీ జ్ఞానం నాకు కావాలి సయ్యా అని నువ్వు అడగగలిగితే నీ కుటుంబాన్ని నువ్వు అనేక మంది కుటుంబాలు కట్టే అంత జ్ఞానాన్ని దేవుడికి ప్రసాదిస్తాడని చెప్పుతున్నాను ప్రభు సావుకుడిగా నమ్ముతావా చెల్లి నమ్ముతావా అన్న నీకు వినిపించుచున్న ఈ వాక్యము నిన్నే గురిగా పెట్టి మాట్లాడుతుంది నీ యొక్క లోపాల వైపే ఈ వాక్యము దూసుకొని ముందుకు వెళ్తుంది నీ అపజయాల నుంచి నీకు జయాన్ని ప్రసాదించాలని నీ హృదయంలోకి ఈ వాక్యం ప్రవేశిస్తూ ఉంది నీ నిరాశ నుంచి నీ ఆశను చిగురించే వైపుగా దిశగా నీ ఆత్మీయ ప్రయాణం మారాలని దేవుడి యొక్క వాక్యం నీ హృదయంలోకి ప్రవేశిస్తుంది నీ మనసులోకి ప్రవేశిస్తుంది నీ కుటుంబంలోకి ప్రవేశ ప్రవేశిస్తుంది నీ చూపులోకి నీ మాటలోకి నీ వినికిడిలోకి నీ ఉనికిలోకి దేవుడి యొక్క వాక్యం ప్రవేశిస్తుంది ఏ రోజైతే ఏనాడైతే దేవుడి దేవుడికి దగ్గరికి వెళ్ళి నాకు జ్ఞానం కొద్దివే ఉంది ప్రవ్వా నాకు ధారాళంగా జ్ఞానం కావాలి ఎక్కువ జ్ఞానం కావాలి నిశ్చయంగా అనంత జ్ఞానం కావాలి అని నువ్వు అడగగలిగితే దేవుడు నీకు తన జ్ఞానాన్ని ప్రసాదించి నువ్వెక్కడ ఓడిపోయావో అక్కడ నిన్ను విజేతగా మార్చి ఎక్కడ నువ్వు అప్పులు పాలైపోయావో అక్కడ నువ్వు అప్పించుదానిగా చేసి ఎక్కడ ఎక్కడ ఎక్కడ నీ జీవితంలోని నీ బతుకులోని అనారోగ్యానికి గురైపోయావో అక్కడ నువ్వు స్వస్థపరిచి ఏ కోర్టు కేసులో విసిగిపోయావో అక్కడ నీకు విశ్రాంతి కోర్టు కేసులో విజయాన్ని చేకూర్చి నీకు విశ్రాంతినిచ్చే దేవుడుగా ఉన్నాడు సహోదరి సహోదరుడా ఏ వ్యాపారంలో ఓడిపోతున్నావో ఏ వ్యాపారం పెట్టినా దాంట్లో లాభం కనిపించట్లేదు అదే వ్యాపారాన్ని దేవుడు సముద్ర వ్యాపారం నేపు తిప్పి నిన్ను అభివృద్ధి సమృద్ధిగా నడిపించి సమర్థుడిగా ఉన్నాడు అందుకనే నువ్వు దేవుడు వద్దకు వచ్చి జ్ఞానము కొద్దువై ఉంది ప్రభా నాకు జ్ఞానం కావాలయ్యా అని అడగాలని ప్రభు దేవుడి సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను నీ కుటుంబం కట్టుకునే స్థానము స్థాయి జ్ఞానంలోనే ఉంది సహోదరి ఈరోజు అయితే నువ్వు దేవుడు వద్దకు వచ్చి అడుగుతావు దేవుడి కృప దేవుడి యొక్క వాక్యం ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది యొక్క పరిశుద్ధ గ్రంథం మొదటి రాసు గ్రంథంలో నుంచి మూడవ అధ్యాయము పన్నెండవ వర్షం మనం పరిశోధన చేస్తే పరిశీలన చేస్తే అక్కడ ఒక చిన్న మాట రాయబడి ఉంది ఏమిటి ఆ మాట అండి ఒక స్వప్నమందు యహోవా ఒక రాత్రి సులోమోనికి ప్రత్యక్షమాడు ఏ రాత్రి వెయ్యి బళ్ళనిపించిన రాత్రి ఆ రాత్రి సులోమోను అయ్యగారు దేవుడి బలర్పించాడు దావీదు కుమారుడు సులోమోను బెషీబా యొక్క కొడుకు సులోమోను ఈ సొలోమోన్ గారు వయసు వచ్చిన తర్వాత రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత ఆయన జీవితం గురించి మనం గమనిస్తే ఇజ్రాయల ప్రజల్ని ఏకదాటిగా నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు సొలోమోనయ్య గారు ఇజ్రాయల ప్రజల్ని నలభై సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలన చేసిన సులోమోన్ రాజు గారు ఆ యొక్క దేవుడి మందిరాన్ని కట్టిన తర్వాత దేవుడికి బళ్ళర్పించేసి ఏసు ప్రార్థన చేశాడు ఒక మనవి కోరుకున్నాడు దేవుడి దగ్గర సులోమోని గారు దేవుడు వద్ద ఒక మనమే అడిగారు ఏంటి తెలుసా దేవా ఇంత విస్తారమైన కానీ వెళ్ళటానికి నాకు జ్ఞానము లేదు వివేచన లేదు బుద్ధి లేదు నీ పశువులు ఏలేటువంటి బుద్ధి వివేచన హృదయం కావాలి అని ప్రార్థన చేశాడు నాకు కొదువై ఉంది బుద్ధి నాకు కొదువై ఉంది వివేచన నాకు కొదువై ఉంది జ్ఞానం అని ఒప్పుకుంటే ఈరోజు నీ కుటుంబం తప్పకుండా కట్టబడుతుంది ఏ విధంగా విడిపోయిందో తెలియదు కానీ ఒక్క విధం వల్లే కట్టబడుతుంది ఆ విధమైన దోశ జ్ఞానము వల్ల నీ కుటుంబం కట్టబడుతుంది ఎక్కడ నీ కుటుంబంలో ప్రాబ్లం ఉందో ఎక్కడ నీ కుటుంబంలో ఆటంకాలు ఉన్నాయో ఎక్కడ నీ కుటుంబంలో చెవరేగుతున్నటువంటి అందగల శక్తులు పనిచేస్తున్నాయో నువ్వు పసిగట్టగలుగుతావు నీ కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతావు ఒక జ్ఞానము అనంత జ్ఞానైన దేవుడి జ్ఞానం పొందుకోవాలి దేవుడు ఈ యొక్క సమయంలో నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా ప్రియ చెల్లి ప్రియ తల్లి ప్రియ తమ్ముడా ప్రియ అక్క ప్రియ అన్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు కొలతలు లేని ఆత్మను నీకు అనుగ్రహిస్తున్నాడు కొదువలేని కృపాక్షేమాభివృద్ధిని అనుగ్రహిస్తున్నాడు అంతు చిక్కని అంతులేని జ్ఞానాన్ని నీకు అనంత జ్ఞాని అయిన దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు ఏసు వాక్యం తెలియజేయబడుతున్న మాట చూడండి యేసు వాక్యం చెబుతుంది నీకు ఎప్పుడైతే నువ్వు జ్ఞానం అడుగుతావో ఆ జ్ఞానంలోకి వస్తే నువ్వు చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించబడతావు ఎంతగా చేదుగా మారిపోయిన నీ జుత్తు తీపిగా మధురంగా మార్చబడుతుంది దేవుడు జ్ఞానం పొందుకుంటే నీలో ఉన్నటువంటి ఆ యొక్క వాటమి జీవితం నుంచి విజయం జీవితం వైపు నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు నీలో దైవజ్ఞానం ఉంటే ఎన్ని పని జీవితం ఉబికిని నీటి ఓటగా మార్చబడుతుంది సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నీతోనే స్వస్థ స్పష్టంగా సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు నీ వైపు చూసిన దేవుడు నిన్ను ప్రేమించిన దేవుడు దేవా నాకు జ్ఞానం కావాలి నాలో జ్ఞానం కొద్దువై ఉంది అని నువ్వు అడిగితే అడగగలిగితే అద్భుతాలు నీ పక్షానికి వస్తాయి ఆశ్చర్యకాయలు చేసే దేవుడు నీ మనవి వింటాడు ఎన్నో ఎన్నెన్నో అడిగావు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు అడిగినవన్నీ ఒక్కటి అవ్వాలంటే నువ్వు అడిగినవన్నీ జరగాలంటే ముందు నీకు దైవ అనంత జ్ఞానం కావాలి నువ్వు దేవుడు వచ్చి జ్ఞానం అడగాలి దైవ జ్ఞానం అడగాలని ప్రభు నీ నీ వైపు చూసి ఈరోజు సూటుగా తేటగా నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు ఎంతోమంది నీ కుటుంబం చెడిపోతే చెడిపోతే పాడైపోతే ఆ పెద్ద మనుషులు వచ్చి కూర్చొని నీ కుటుంబాన్ని నీ కూతురు కుటుంబాన్ని నీ కొడుకు కుటుంబాన్ని కట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎంతగానో కోరని సముదాయించాడు కూతుని సముదాయించదు కొడుకును సముదాయించదు అల్లుని సముదాయించదు భార్యాభర్తల మధ్యలో కూర్చొని మీ ఇద్దరికి సఖ్యతను సమకూర్చడం కోసం ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం విఫలమైపోయింది ఆ ప్రయత్నంలో మీరు గెలవలేదు ఓడిపోయారు ఎందుకు తెలుసా ఎవరు వచ్చినా మీ కుటుంబాన్ని కట్టలేదు ఎందుకంటే ఎంతమంది మీ అద్దుకు వచ్చిన వాళ్ళు జ్ఞానం గల వాళ్ళు కాకపోవటం వల్ల వాళ్ళు మీ కుటుంబాన్ని కట్టలేదు ఏదోచైతే దైవ జ్ఞానం మీలోకి వచ్చిందో అప్పుడు మీ కుటుంబాన్ని దేవుడే వచ్చి కడతాడు ఎందుకంటే కుటుంబాన్ని స్థాపించిన వాడు ఆయన ఆదాము నువ్వు కుటుంబంగా కాకుండా వంట గుంట మంచిది కాదు నువ్వు కుటుంబంగా మారాలి నీకు సాటైన సహకారి కావాలి నీ పక్క నుంచి ఒక స్త్రీని నేను నిర్మించబోతున్నాను ఆమెకి నాది అని పేరు పెట్టడానికి దేవుడు కృప చూపిస్తే ఆదామంటాడు నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసు నా నుంచి తీయబడి కాబట్టి నాది అనబడుతుందని చెప్పాడు యేసు క్రీస్తు ప్రియ సహోదరి సహోదరుడు అలాగే ఏదైనా తోటలో మొదటి మోహాన్ని దేవుడు జతపరుచున్న ఆదాము అవన పెట్టి ఆరంభమైంది కుటుంబం వ్యవస్థని ఆరంభమైంది ఆ కుటుంబం వ్యవస్థలోకి దేవుడిని పంపించాడు నీ కుటుంబాన్ని కట్టడానికి ఈరోజు జ్ఞానం లేదు అని దొరకు వాక్యం చెబుతుంది ఆనాడు ఆదాము ఆవగోడు జ్ఞానం లేకపోవటం వల్ల తినద్దు అన్న పండు తిని ఉండాల్సిన యోధన తోట నుంచి తోసివేయబడ్డారు వెలివేయబడ్డారు ఆ యొక్క బైబిల్లో నుంచి దేవుడు చెబుతున్నమాట జ్ఞానం లేకపోవటం వల్ల భూమి శపించబడింది జ్ఞానం లేకపోవటం వల్ల అవ్వ పరిశ్రమ వేదన చెందేటువంటి స్థితిని సంపాదించుకుంది ఈరోజు దేవుడితో మాట్లాడుతున్న మాట ఇదే నీ కుటుంబానికి జ్ఞానం చాలా కొదువుగా ఉంది నీ కొడుకులో జ్ఞానం లేకపోవటం నీ కూతురులో జ్ఞానం లేకపోవటం నీ అల్లుల్లో జ్ఞానం లేకపోవటం నీ కోడలో జ్ఞానం లేకపోవటం ఎక్కడికక్కడ విడిపోదాం అనేటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు కానీ కలిసి ఉందాం కలుపుకుందాం కలుద్దాం అనేటువంటి ఆలోచన విధానానికి చాలా దూరంగా మానవుడు జీవిత ప్రయాణం వెళ్తుంది పేరుకి క్రైస్తవులుగా పిలువబడుతున్నాం పేరుకి దేవుడి బిడ్డలుగా పిలువబడుతున్నాం పేరుకి దేవుడి పరిచారకులుగా పిలువబడుతున్నాం పేరుకైతే దేవుని ఎప్పుడో నమ్ముకున్నామని పిలువబడుతున్నాం కానీ ఆ అనంత జ్ఞాని జ్ఞానం మనలో లేకపోయింది దేవుడి జ్ఞానం మనకు కొదువైపోయింది డబ్బైతే ఉంది కొదువైంది జ్ఞానం అందమైతే ఉంది కొదువైంది జ్ఞానం మేడమిద్దులు అయితే ఎక్కువే ఉన్నాయి కానీ కొదువైంది జ్ఞానం చదువులు డిగ్రీలు ఎక్కువ ఉన్నాయి కానీ కొదువైపోయింది జ్ఞానం మెడల్స్ అనేక గోల్డ్ మెడల్స్ గోల్డ్ కప్స్ సంపాదించిన విజేతలం కావచ్చు కానీ ఛాంపియన్ కావచ్చు కానీ జ్ఞానం కొద్దువైపోయింది ఈ లోకము అజ్ఞానం వైపు పరిగే ప్రయాణం చేస్తుంది ఈ లోకములో ఉన్న ప్రతీది కూడా అజ్ఞానం వైపు ప్రయాణం చేస్తూ ఉంది అందుకే లోకంలో లోక జ్ఞానము దేవుడి దృష్టికి వెలితనమని దేవుడు బైబుల్లో తెలియజేశాడు అందుకే జ్ఞాని ఏమాయను తర్కవాది ఏమాయను ఈ లోక జ్ఞానము దేవుడి దృష్టికి వెలితనమని దేవుడు యొక్క వాక్యం చెబుతుంది లోకము ఉన్న అజ్ఞానం నుంచి నువ్వు దేవుడు ఉన్న జ్ఞానంలోకి రావాలని ఈ ఈరోజు దేవుడు నీతో సూటుగా తేటగా మాట్లాడుతున్నాడు ఒక రాత్రి సులోమోనికి ప్రత్యక్షమై సులోమోను ఇదిగో నువ్వు శత్రువు ప్రాణం అనగలేదు ధనము డబ్బు అధికారం అనగలేదు నా ప్రజలు ఏళ్ళటానికి ఇదిగో బుద్ధి వివేకన వివేక వివేక హృదయానికి ఇస్తానని చెప్పి దేవుడు ఆ రాత్రి దర్శించడు సులోమోని అదే రోజు సులోమోను పూర్వము నీ వంటి వాడు జ్ఞానవంతుడు లేడు నీ ముందు కోడు ఉండబోడు నీ అంత జ్ఞానం నీకు ఇస్తున్నాను నీకు బుద్ధి వివేకము గల హృదయం ఇస్తున్నాను బుద్ధి వివేకము గల హృదయం ఇస్తున్నాను వివేకం గల హృదయము సులభం లెగిచ్చి ప్రజలు ఏలుమని చెప్పినప్పుడు సులభం లెగిచాడు బుద్ధి వివేకంగా హృదయానికి ముందుకు కొనసాగలిగాడు ఈరోజు దేవుడు యొక్క వాక్యం కూడా మీతోనే మాట్లాడుతున్న మాట ఇది ఎందుకు కుటుంబాల్లో చిన్న భిన్నములైపోతున్నాయి దైవ జ్ఞానం లేకపోవటం వల్ల అనంత జ్ఞాని ఆయనని బైబిల్లో దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతుంది కుంగిపో మాకు దేవుడి దగ్గర చెల్లి కుంగిపో మాకు అన్న ఇక నా కుటుంబం చేయి జారిపోయింది ఇక నా కుటుంబం నా చేతుల్లో ఏమీ లేదు నా బిడ్డలు నా చేయి జారిపోయారు నా కోడ నా చేయి జారిపోయి ఇల్లు గుమ్మం దాటి ముందుకు వెళ్ళిపోయింది ఇక వెనక్కి వచ్చేది లేదు అనుకోవద్దు దైవ జ్ఞానానికి మించిన మంచి మందు ఇంకొకరు లేదు దైవ జ్ఞానానికి మించినటువంటి మార్పు ఇంకొకరు లేదు నీవు అనంత జ్ఞాని అయిన దేవుడు వచ్చి దేవా నా జ్ఞానం కొద్దువై ఉంది నాకు జ్ఞానం కావాలి అని అడగగలిగితే ఈ సమయంలో దేవుడు నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఉన్న ప్లేస్లోనే నోతేసి దేవుడు అడుగు దేవా నాకు జ్ఞానం కావాలని అడుగండి ఏ రోజైతే సొలోమన్ అడిగాడో సులోమనికే కాదు ఎందుకు మహా ఈ లోకంలో ఈ బైబుల్లో క్రైస్తత్వంలో దేవుడి కోసం ఉపయోగపడిన అనేక అనేక ఆదర్శంగా అనేక మంది మిషనర్లు ఉన్నారు అనేక మంది ఆదర్శంగా బైబుల్లో భక్తులు ఉన్నారు మనం వాళ్ళ బాటలో ముందుకు వెళ్ళటానికి దైవ జ్ఞానం అనంత జ్ఞానాన్ని యేసు అడగాలని ప్రభు మనస్సారా కోరుకుంటున్నాడు సహోదరి సహోదరుడ నీ కుటుంబానికి కట్టబడటానికి నిలబడటానికి నీ కుటుంబం నిలబెట్టబడటానికి ఒకటే దారి ఆ మార్గమే యేసు ఆ మార్గం యేసు మార్గం యేసు జ్ఞానం మన కుటుంబాలకు కావాలని కావాలని రావాలని ప్రభు ఆశిస్తున్నారు చింతించు మాకు దిగులు చెంద మాకు సులోమోను గారి పక్షాన వచ్చిన దేవుడు దావీది గారి పక్షాన వచ్చిన దేవుడు ఈరోజు నీ కుటుంబ పక్షాన్ని వచ్చారు నీ పక్షానికి వచ్చారు ఇక నా కుటుంబం అయిపోయిందని కుంగిపోమాకు డబ్బులు లేవు అప్పులు పాలైపోయామని కుంగిపోమాకు ఉద్యోగులన్నీ పోయినాయి వయసు అయిపోయింది బలం క్షీణించిపోయింది నన్ను ఎవరు చూడట్లేదు నా కొడుకు పట్టించుకోవట్లా కూతురు పట్టించుకోవట్లా ఎవరు పట్టించుకోవట్లేదు నా బతుకు ఏమవుతుందో అని భయంగా ఉందని దిగులు పడుతున్న చెల్లి దిగులు పడుతున్న అన్న దిగులు పడుతున్న అక్క దేవునితో మాట్లాడుతున్నాడు గమనించండి ఏసు వైపునకు చూడండి ఆయన క్షమించి కృప చూపించే దేవుడు దయ చూపించే దేవుడు ఆదుకునే దేవుడు ఆదరించే దేవుడు అంచెలంచెలుగా నిన్ను నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు సమాధానకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు మునిపెన్నడు లేనంత జ్ఞానాన్ని నీకు ఈ సంవత్సరం దేవునికి ప్రసాదిస్తాడు మునిపెన్నడు లేనంతటువంటి ఆ యొక్క కృపాక్షేమాభివృద్ధిని ఈ యొక్క సంవత్సరం మీకు అనుగ్రహిస్తాడు మునిపెన్నడు లేని అధిక మహిమను ఈ సంవత్సరం మీకు ప్రసాదిస్తాడు నోతేషు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన దేవ నీవే అనంత జ్ఞానమై ఉన్నావని విశ్వాసంతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి నీవే రక్షకుడవు విమోచకుడవు మహిమ ఘనత ప్రభావములు కలిగే అద్వితీయ సత్యదేవుడు ఇజ్రాయల దేవుడు క్షమించే దేవుడు చాదీసే దేవుడు నీవే బలవంతుడైన దేవుడు కన్నీళ్ళన్నీ తుడుస్తావు కష్టాల్లో నుంచి పైకి మానవుడిని లేపుతావు నజరేడా మీ పాదాలు బట్టి ప్రార్థిస్తుంది ఎంతమంది అప్పులతో ఉన్న అప్పులను చూడిపించండి ఎంతమంది రక్షణ లేకుండా రక్షణ మానవస్తుని ఇచ్చిన రాజ్యం తెచ్చింది ఎంతమంది వివాహం కోసం ఎదురు చూస్తాను పరిశుద్ధ వివాహాలు జరిగించండి ఎంతమంది నిరుద్యోగంతో ఉండదు ఉద్యోగాలు తెచ్చండి ఎంతమంది కొలతతో కొదువుతో ఏ ఆశయం నెరవేరక ఒక లక్ష్యం ఎద్దుకు వెళ్లకుండా ఆగిపోయేది ఇంట్లో వాళ్ళ లక్ష్యం మీద నడిపించండి లేవనెత్తండి కుటుంబంలో సఖ్యత దయచండి కుటుంబానికి సమాధానం సంతోషం నెమ్మది దయచండి ఆరోగ్యం ఆశీర్వాదం వెలుగుని ప్రభావాన్ని దయచేసి కాపుదలు భద్రపరిచి ఏ సురక్తాన్ని భక్షించు మహిమ తెచ్చుకొని దీవించమని ఏ సయ్య నామంలో అడుగుచు నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుని మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక ఓమెన్ ప్రియ నేస్తమా రా అనుకుంటున్నావా నీ కష్టాలు పోవని నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం బాధని నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని నీ సమస్యలకు జవాబు ఏసయ్యా ఏసయ్య నీ కన్నీలు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు రా ఈరోజు నిన్ను దీవిస్తాడు